నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సాగునీరు విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల అధికారుల చర్చలు అన్ని ప్రతిపాదనలపై త్వరలో సీఎంలకు నివేదికలు కాళేశ్వరం కోసం అప్పులు చేయడంపై విమర్శలను కొట్టిపారేసిన కేటీఆర్ రైతులపై పెట్టుబడులను ఎలా తప్పుపడతారని ప్రశ్న ఏపీలో అధికార విపక్షాల ట్వీట్ల యుద్ధం తెలుగుదేశం నేతలపై విజయసాయిరెడ్డి విమర్శలు ధీటుగా తిప్పికొట్టిన లోకేష్ తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు మార్గం సుగమం తాత్కాలికంగా ఫీజుల పెంపునకు అనుమతి ఇచ్చిన ఏఎఫ్ఆర్సీ ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానం అమలుపై కేంద్రం దృష్టి రెండు వేల ఇరవై జూన్ నాటికి పూర్తి స్థాయిలో తేవాలని రాష్ట్రాలకు లేఖ మహారాష్ట్రలో భీభత్సం సృష్టిస్తున్న వర్షాలు పూణేలో ఓ అపార్ట్మెంట్ ప్రహరీ కూలి పదిహేను మంది మృతి మరికొందరికి గాయాలు జీ ట్వంటీ సదస్సు వేదికగా అమెరికా చైనా మధ్య అవగాహన వాణిజ్య పన్నుల యుద్ధాన్ని ఆపే చర్యలు చేపట్టాలని నిర్ణయం తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన విధానంపై ఇరు రాష్ట్రాల అధికారులు ఓ అవగాహనకు వచ్చారు ఏపీ భవన్ తొమ్మిది పదో షెడ్యూళ్లలోని సంస్థల విభజన విద్యుత్ బకాయిలు డీఎస్పీల వివాదం నగదు బకాయిలు తదితర అంశాలపై చర్చించారు తొమ్మిది పదో షెడ్యూల్లోని సంస్థల విభజన విషయంలో ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన వాటిపై ఏకాభిప్రాయానికి వచ్చారు మిగిలిన వాటి విషయంలో ప్రభుత్వాలతో చర్చించాలని నిర్ణయించారు వారం పది రోజుల్లో మరోసారి సమావేశం కావాలని అధికారులు నిర్ణయించగా వచ్చే నెల రెండో వారంలో మరోసారి ముఖ్యమంత్రులు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలపై ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపిన మరుసటి రోజే ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు మరోసారి చర్చలు జరిపారు ఈ మేరకు ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సలహాదారులు రాజీవ్ శర్మ అజయ్ కల్లాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్కే జోషి ఎల్వి సుబ్రహ్మణ్యం వేరువేరు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశంలో సూచించిన అంశాలపై విస్తృత చర్చలు జరిపిన అధికారులు ఆయా ప్రతిపాదనలకు సంబంధించి అనుకూల ప్రతికూలతలపై మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది ఢిల్లీ ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన చట్టంలోని తొమ్మిది పదో షెడ్యూల్లోని సంస్థల విభజన విద్యుత్ బకాయిలు డీఎస్పీల వివాదం పరిష్కారం నగదు బకాయిలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు రెండు రాష్ట్రాల అధికారులు తమ ప్రతిపాదనలను వివరించగా ఏపీ భవన్ కు సంబంధించి హైదరాబాద్ హౌజ్ సమీపంలోని నిజాం వారసత్వ సంపదను తాము వదులుకోలేమని తెలంగాణ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది అటు తొమ్మిదో షెడ్యూల్లోని సంస్థల విభజనకు సంబంధించి షిలాబిడే కమిటీ సిఫార్సులపై చర్చించిన అధికారులు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన వాటికి సంబంధించి సంబంధించి ఏకాభిప్రాయానికి వచ్చారు మిగతా వాటి విషయంలో ప్రభుత్వాలతో చర్చించనున్నారు పదో షెడ్యూల్ సంస్థల విషయంలో ఇదే తరహాలో ముందుకు వెళ్లాలనే అభిప్రాయానికి వచ్చారు విద్యుత్ బకాయిలు డీఎస్పీల వివాదం తదితర అంశాలపై కూడా చర్చించిన అధికారులు సమావేశ సారాంశాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పొరుగు రాష్ట్రం ప్రతిపాదనలపై అంతర్గతంగా చర్చించాలని నిర్ణయించారు వారం పది రోజుల తర్వాత అధికారుల స్థాయిలో మరో సమావేశం జరగనుండగా వచ్చే నెల రెండో వారంలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగే అవకాశం ఉంది ఆలోపు విభజన అంశాలకు సంబంధించి అధికారులు ఓ అవగాహనతో నివేదిక సిద్ధం చేయనున్నారు ముఖ్యమంత్రుల భేటీలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనం వహించారో చెప్పాలని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ నేతలు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు ప్రస్తావించలేదో జగన్ సమాధానం చెప్పాలని ఏపీ జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఎందుకు నిలిపేశారని ప్రశ్నించిన దేవినేని గోదావరి పెన్నా అనుసంధానం పనులు ఆపేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు రివర్స్ టెండరింగ్ గురించి ఏపీలో ఇంతలా మాట్లాడే జగన్ ముఖ్యమంత్రుల భేటీలో ఎందుకు మౌనం దాల్చాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని యాభై ఐదు వేల కోట్లకు చూపితే ఇష్టారీతిన విమర్శలు ఆరోపణలు గుప్పించిన వైకాపా నేతలు సాక్షిపత్రిక ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని దేవినేని అన్నారు నీరు చెట్టు అవినీతి అంటూ ఇష్టారీతిన ఆరోపణలు చేసిన వైకాపా పెద్దలు ఆ పథకంపై కేంద్ర మంత్రుల ప్రశంసలకు ఏం స్పందించాలో తెలియక మిన్నకున్నారన్నారు గోదావరి కృష్ణ అనుసంధానాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే చంద్రబాబు గారు ప్రభుత్వం చేసిందని చెప్పుకోవాలని మీకు నామోషిగా సిగ్గుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పండి మా ఇంజనీర్లు అని చెప్పండి ఎందుకు చెప్పుకోలేకపోయారు ఎందుకు చేతులు కట్టు కూర్చున్నారు మాట్లాడాలి కదా మీ మాటలు రాబోటానికి కారణం ఏంటి అవగాహన లేక తెలుసుకోలేకపోవటమా ఉత్తరాంధ్ర ఏమన్యాయం చేసింది బహుగా వంశధార పనులు ఎందుకు ఆపారు తోటపల్లి ఉత్తరాంధ్ర గుండికాయ తోటపల్లి పనులు ఎందుకు ఆపారు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పనులు మా ప్రభుత్వం మా ఇంజనీర్లు ఈ పనులన్నీ జరుగుతున్నాయని చెప్పలేని నిస్సహాయ స్థితిలో మీరు ఎందుకున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్న సమస్యలు కేంద్రంతో పని లేకుండా తామే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భద్రాచలం గురించి ఏ నిర్ణయం తీసుకున్నారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు పోలవరం కారణంగా భద్రాద్రి రాముడు ముంపునకు గురైతే ఆయనకు దిక్కెవరని ప్రశ్నించారు ఐదేళ్ల పాటు తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ కుటుంబం పబ్బం గడుపుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నాళ్లు ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో ఇప్పుడు ఏ వైఖరి తీసుకున్నారో ప్రజలకు వివరించాలని అన్నారు ఉద్యమ ద్రోహులతో స్నేహం చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్పై లక్ష్మణ్ మండిపడ్డారు మరి పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే దానికి కవిత గారు వేసిన పిటిషన్ మీరు ఉపసంహరించుకున్నారా పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది అని ప్రస్తావించిన మీరు ఇవాళ పూర్తి న్యాయం జరిగింది అనేటువంటి ఆలోచనకు ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను తెలంగాణ మీద మీకు ప్రేమ ఉన్నట్టయితే పోలవరము పోతిరెడ్డి పాడు పులిచింత విషయంలో నాడు మాట్లాడిన మాటలకు నేడు పరిష్కారం దొరికిందా భద్రాచల ముంపు విషయంలో ఈ రోజు మీ వైఖరి ఏమిటి భద్రాచలానికి ఎటువంటి ముప్పు లేదు హిమాలయానికి విపత్తు లేదని చెప్పి మరి నిర్దయానికి వచ్చారా మరి ఈనాడు మా రాముడి పరిస్థితి ఏమిటి తెలంగాణలో రానున్న పురపాలిక ఎన్నికలలో పరిషత్ ఎన్నికల తరహా ఫలితాలే పునరావృతమవ్వాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు సిరిసిల్లలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ కార్యాలయం నిర్మాణానికి తన వంతుగా నెల జీతం రెండున్నర లక్షలు ఇచ్చారు జులై ఇరవైలోపు బూత్ కమిటీలు గ్రామ మండల కమిటీలు ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్ ఆ తర్వాత వారికి శిక్షణ ఇస్తామని చెప్పారు కాళేశ్వరం నిర్మిస్తుంటే అప్పుల పాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారని మంచి భవిష్యత్తుకు పెట్టుబడి పెడుతున్నారనే ఆలోచన మాత్రం విపక్షాలకు కలగడం లేదని కేటీఆర్ మండిపడ్డారు ఈ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నివేదిక మీద ఉన్న వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నా సెస్ చైర్మన్ గా ఉన్నా లేదా గా ఉన్నా గా ఉన్నా పార్టీ ద్వారానే పదవులు వచ్చినాయి తప్ప మాకు లేకపోతే ఈ స్థానం ఉండేది కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఒక చిన్న మొక్కగా ఆవిర్భవించిన పార్టీ ఈ రోజు ఒక మహావృక్షమై ముప్పై రెండింటికి ముప్పై రెండులో జిల్లా పరిషత్ గెలిచే స్థాయికి వచ్చిందంటే దాని వెనుక మీ కృషి సామాన్యమైనది కాదు అనే మాట కూడా గులాబీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వ పాలన ఆ పార్టీ నేతలపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు తెలుగుదేశం హయాంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించిన విజయసాయిరెడ్డి విజయవాడలో దోమల గుంపుల్లో ఆడో మగో తేల్చుకోవాలన్న పేరు పెట్టి కోటిన్నర రూపాయలు దోచేశారని ఆరోపించారు ఇలాంటి ప్రయత్నం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్న విజయసాయిరెడ్డి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ కోటిన్నర దోచేశారని విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విధి క్రూరమైందని తర్వాత ఏదో అనబోయి ఎందుకు ఆగారని విజయసాయిరెడ్డి దేవినేనిని ప్రశ్నించారు లోకేష్ పైన ఆరోపణలు చేసిన సాయిరెడ్డి మంగళగిరి ప్రజలు ఈడ్చికొట్టిన తర్వాత లోకేష్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్లుందని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు లోకేష్ స్థాయిని మరిచి చెలరేగుతున్నారని మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారని ఇప్పుడు అదే చిదంబరం ఆయన కొడుకు బెయిల్పై ఉన్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు ఓవైపు విజయసాయిరెడ్డి తెలుగుదేశం నేతలను లక్ష్యం చేసుకుని ట్వీట్ల యుద్దం చేస్తుంటే మాజీ మంత్రి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు దేవుడి స్క్రిప్ట్లో అనేక మలుపులు ఉంటాయనే విషయాన్ని జగన్ గ్రహించాలని లోకేష్ తన ట్వీట్లలో తెలిపారు దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదని కామా పెట్టగానే జగన్ ఫుల్ స్టాప్ అనుకున్నారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు ఈ గ్యాప్లో గుడిని గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారంటూ జగన్పై లోకేష్ విమర్శలు గుప్పించారు తెలుగుదేశం హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమమని చెబుతున్న ముఖ్యమంత్రికి అవి ముట్టుకుంటే షాక్ కొడతాయనే విషయం కేంద్రం రాసిన లేఖతో అర్థమైందని లోకేష్ వ్యాఖ్యానించారు పోలవరం అంచనాలను యథాతథంగా కేంద్రం ఆమోదించిన విషయాన్ని ప్రస్తావించిన లోకేష్ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడు జగన్కు ఒక్క అవకాశం ఇచ్చాడని వ్యాఖ్యానించారు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఏడాది జూన్ ముప్పై వరకు గడువు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది ఈ విధానం అమల్లోకి వస్తే రేషన్ కార్డుదారులు దేశంలో ఏ ప్రాంతంలోనైనా రేషన్ పొందేందుకు అవకాశం ఏర్పడనుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో పౌర సరఫరాల వ్యవస్థను మరింత సరళీకృతం చేసినట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ తెలిపారు రెండు జూన్ ముప్పై నాటికి ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా ఒకే దేశం ఒకే ఇప్పటికే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేసి తీరాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖల ద్వారా తెలిపినట్లు పాస్వాన్ వివరించారు ఈ విధానంతో దేశంలో ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగబోదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న వంద రోజుల ఎజెండాలో ఒకే దేశం ఒకే రేషన్ కార్డు కూడా ప్రధానమైన అంశంగా పాస్వాన్ పేర్కొన్నారు ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి అమెరికా మినహా జీ ట్వంటీలో మిగతా పంతొమ్మిది సభ్య దేశాలు మరోసారి గట్టి మద్దతు తెలిపాయి ఈ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని జపాన్లోని ఒసాకాలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో తీర్మానించారు ఈ సందర్భంగా ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ జీ ట్వంటీ దేశాలను ఆహ్వానించారు జీ ట్వంటీ దేశాలు అంతర్జాతీయ కూటమిలో చేరి తమ అనుభవం నైపుణ్యాన్ని పంచుకోవాలని ప్రతిపాదించారు విపత్తుల నివారణ మౌలిక సదుపాయాలు కేవలం అభివృద్ధికి మాత్రమే కాకుండా ప్రకృతి ముప్పును ఎదుర్కోవడానికి కూడా అవసరమని మోదీ పేర్కొన్నారు అందుకే గతంలో అర్జెంటీనాలో ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో ఈ దిశగా తాను అంతర్జాతీయ కూటమి అవసరాన్ని నొక్కి చెప్పినట్లు మోదీ గుర్తు చేశారు అంతకుముందు మోదీ టర్కీ ఇండోనేషియా బ్రెజిల్ అధినేతలతో వేర్వేరుగా సమావేశమై రక్షణ వాణిజ్యం పెట్టుబడులు సముద్ర రవాణా రంగాల్లో సంబంధాల బలోపేతంపై చర్చించారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న అమెరికా చైనా వాణిజ్య యుద్దానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి చైనా ఉత్పత్తులపై కొత్తగా పన్నులు విధించకూడదన్న చైనా విజ్ఞప్తికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించారు ఈ మేరకు జీ ట్వంటీ సదస్సుకు హాజరైన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో చర్చించిన చర్చలు ఫలించినట్టు ట్రంప్ స్వయంగా ప్రకటించారు వాణిజ్యం సహా వివిధ అంశాలపై జరిపిన చర్చలు సానుకూల దిశలో సాగాయన్న ట్రంప్ జిన్పింగ్ ఇప్పుడు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదిరితే అది చరిత్రాత్మకం అవుతుందని చెప్పారు ప్రస్తుత పరిస్థితుల్లో ఘర్షణ కంటే పరస్పర సహకారం చర్చలే చాలా ఉత్తమమని ఇరువురు దేశాధినేతలు వ్యాఖ్యానించారు మరోవైపు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లినప్పుడు ఉత్తర కొరియా అధ్యకుడు కిమ్ జోంగ్ ఉన్ కలిసేందుకు సిద్దమని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అటు ట్రంప్ ఆకస్మిక ఆహ్వానంపై ఆసక్తి ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్న ఉత్తర కొరియా అమెరికా నుంచి అధికారిక విజ్ఞప్తి అందలేదని తెలిపింది తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో రుసుములను తెలంగాణ రాష్ట ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ నిర్ధారించే వరకు రెండు విభాగాల్లో పదిహేను శాతం ఇరవై శాతం వరకు పెంపు ఉంటుందని TSAFRC chairman justice Swaroop Reddy చెప్పారు ఈ క్రమంలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొంత ఆలస్యం కావచ్చని చెప్పారు మూడు నెలల్లో రుసుములు నిర్ణయిస్తామన్న జస్టిస్ స్వరూప్ రెడ్డి అప్పటి వరకు హైకోర్టుకు వెళ్లి రుసుములు పెంచేందుకు అనుమతులు తెచ్చుకున్న వారికి ఆ మేరకు పెంచుకునేందుకు వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు ఈ మేరకు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో జరిగిన చర్చలు ఫలించినట్టు చెప్పారు పైన క్లెయిమ్ చేసిన వాళ్లకు వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఫీజులో fifteen percent thirty thousand fee ఉందనుకోండి అలాగే ఎంత వస్తుంది ట్వంటీ పర్సెంట్ అంటే six thousand extra thirty six thousand అలాగే సిక్స్టీ థౌసండ్ క్లెయిమ్ చేశారనుకోండి వాళ్ళది ఎగ్జిస్టింగ్ ఫీజ్ ఫార్టీ థౌసండ్ ఉందనుకోండి twenty percent fifteen percent fifteen percent వాళ్ళకు ఆరు వేలు forty six thousand that is temporary దాని తర్వాత మిమ్మల్ని డేట్స్ ఇచ్చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ ప్రకారం వాళ్ళ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తీసుకొని ఫీజ్ ఫైనలైజ్ చేస్తాం వెబ్ కౌన్సిల్లో అయ్యే లోపల మేము కానీ ఫీజు చేయలేకపోతే హైకోర్టు ఇచ్చిన ఫీజు ఉంటుంది తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థల సిబ్బంది వేతనాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏడో వేతన సవరణ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా వేతనాలు పెంపుపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో వివిధ విద్యా సంస్థల్లోని రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది బోధనా సిబ్బందికి లబ్ది చేకూరనుండగా పెరిగిన వేతనాలు రెండు వేల పదహారు జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి ఈ మేరకు పెరిగిన వేతనాల బకాయిలు రెండు వందల అరవై కోట్ల రూపాయలను రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి వరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వేతనాలు సమానంగా భరించనున్నాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి వేతనాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించనుంది ఈ పెంపుతో ఏటా తెలంగాణ ప్రభుత్వంపై రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆ విశ్వవిద్యాలయం అనుసరిస్తున్న విధానంతో ఇబ్బందులు పడుతున్నారు ఏపీ ఇంటర్ బోర్డు ఇచ్చిన సీజీపీఏ గ్రేడ్ను పదితో గుణించి పర్సంటేజీ తీసుకోవాల్సిన విశ్వవిద్యాలయం అందుకు భిన్నంగా తొమ్మిది పాయింట్ ఐదుతో గుణించి పర్సంటేజీ తీసుకుంటామని చెప్పడం పట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై ఏపీ సర్కార్ త్వరితగతిన స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ బోర్డు కూడా అలాగే ఆథరైజ్డ్ బోర్డు మాకు వెనకాల క్లియర్గా రాసింది సీజీపీఏ ఇంటూ టెన్ పాయింట్స్ ఆ రోజు ఓపెన్ సెషన్స్కి వచ్చినప్పుడే చెప్పారు వి విల్ యాక్సెప్ట్ దిస్ అని ఈ రోజు చేయలేకపోవడం చాలా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఒకే ఒకటే ఈ సంవత్సరానికి ఇక్కడ వచ్చిన విద్యార్థులు ఐదు వందల అరవై మంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరికి కూడా జీపీఏ టెన్కి టెన్ ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే లేదంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఆంధ్ర విద్యార్థి నష్టపోయేటువంటి అవకాశం ఉంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద అందించే ఆర్థిక సాయాన్ని తెలంగాణ సర్కార్ దివ్యాంగులకు ఇరవై శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది సాధారణ లబ్దిదారులకు లక్ష రూపాయలు అందుతుంటే దివ్యాంగ పెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఇక నుంచి లక్ష రూపాయల మొత్తం అందనుంది కేంద్ర చట్టానికి లోబడి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది జూలై ఒకటిన క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బృందం పర్యటించిన తర్వాతే శాసనసభ సచివాలయాలకు కొత్త నిర్మాణాలు అవసరమో కాదో స్పష్టం చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నాగార్జున సాగర్లో జరిగిన తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులు మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు త్వరలోనే ఖాళీగా ఉన్న డీసీసీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవులు భర్తీ చేస్తామన్న ఉత్తమ్ డీసీసీ అధ్యక్షులు ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు మున్సిపాలిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు రైతులకు నీరు ఇస్తుంటే కాంగ్రెస్ అడ్డుపడుతోందనే వాదన నిజం కాదన్నారు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్స్ ఇతర ప్రాజెక్ట్స్ పై చర్చ జరిగింది కొంతమంది నిపుణులు వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు దాని మీద తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కమిటీ కొంత నిపుణులతో వేసి మళ్ళీ చర్చ చేసి Congress party stand next meeting లో వెల్లడించబోతున్నాము న్యాయవాద వృత్తి పట్ల గౌరవం పెరగాలంటే న్యాయ వ్యవస్థ ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ అన్నారు గుంటూరు బార్ అసోసియేషన్ జేకేసీ న్యాయ కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించిన ఆయన అమరావతికి హైకోర్టు తరలి వచ్చినందున గ్రామీణ న్యాయవాదులు హైకోర్టు కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవాలన్నారు ఇదే ఉద్దేశంతో సదస్సును ఏర్పాటు చేసినట్టు చెప్పిన ఆయన హైకోర్టులో వాదనలు న్యాయవాదుల వ్యవహార శైలి ఎలా ఉండాలనే అంశంపై కీలక సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీతారామూర్తి గుంటూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తులు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు Judges and lawyers have a common goal of ensuring justice to the litigant. It is naturally expected that there should be a cordial relationship between the bench and the bar inside the courtroom for efficacious dispensation of justice, to revive the past glory, to see great lawyers of Esther years in future. Bar Council has come up with this idea and I really appreciate the Bar Council, the college, అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళకు వేరే గ్రూపు రక్తం ఎక్కించగా ప్రాణం పోయిన ఘటన ఆలస్యంగా బయటపడింది తాడిపత్రికి చెందిన అత్తార్ భాను ప్రసవం కోసం ఐదు రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది రెండు రోజుల క్రితం ఆమెకు శస్త్రచికిత్స చేసి బిడ్డను తీశారు ఈ క్రమంలో భానుకి రక్తం అవసరం కాగా ఆమె బంధువుల నుంచి సేకరించి ఎక్కించారు అయితే Bhanu blood group O positive కాగా నిర్లక్ష్యంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెకు బి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించడంతో ఆమె వెంటనే చనిపోయింది ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది గుట్టుగా ఉంచగా ఆలస్యంగా బయటకు తెలిసింది ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఆసుపత్రి సిబ్బంది ఐదుగురిని విధుల నుంచి తప్పించారు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో సంభవించిన అగ్ని ప్రమాదంతో భారీ నష్టం వాటిల్లింది సిలికాన్ వ్యాలీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ల సముదాయంలో చెలరేగిన మంటలు అత్యంత వేగంగా పక్కనే ఉన్న ఇతర భవన సముదాయాలకు వ్యాపించాయి అగ్ని ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే పన్నెండు ఫైర్ ఇంజిన్లతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటలు శ్రమించి మంటల్ని అదుపు చేశారు ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు మహారాష్ట్రలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి పూణే ముంబైలో వర్షాల ధాటికి గోడలు కూలిన ఘటనల్లో పదిహేను మంది మృత్యువాత పడ్డారు మరికొందరు గాయపడ్డారు పూణేలోని కుందవాలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురవగా ఓ భారీ అపార్ట్మెంట్ ప్రహరీ గోడ సమీపంలోని రేకుల షెడ్లపై కూలింది ఈ ఘటనలో అందులో నివసిస్తున్న కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరికొందరు గాయపడ్డారు ఇది తెలిసి అక్కడకు వెళ్లిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి గాయపడిన వారిని వారిని ఆసుపత్రికి తరలించాయి ఈ ఘటనలో చనిపోయిన వారంతా బీహార్లోని కటియార్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన మహారాష్ట ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది బీహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రెండేసి లక్షలు క్షతగాతులకు యాభై వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది ఇటీవల పక్షి ఢీకొని విఫలమైన జాగ్వార్ యుద్ద విమానాన్ని పైలట్ సురక్షితంగా కిందకు దించిన దృశ్యాలను భారత వైమానిక దళం ట్విట్టర్లో పెట్టింది ఈ నెల ఇరవై ఏడున అంబాలా వైమానిక కేంద్రం నుంచి బయలుదేరిన జాగ్వార్ యుద్ద విమానం గాల్లోకి ఎగిరిన వెంటనే పక్షి తగిలి ఇంజిన్ స్తంభించింది వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానానికి అమర్చిన బాంబులు సామాగ్రిని కిందకు వదిలి దాన్ని తేలిక చేసి సురక్షితంగా కిందకు దింపారు అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి జాగ్వార్ యుద్ద విమానాన్ని ప్రమాదం నుంచి తప్పించిన పైలట్ను ఈ సందర్భంగా ఐఏఎఫ్ ప్రశంసించింది దేశంలో అనేక అవకాశాలు ఉన్నాయని యువత సామాజిక మాధ్యమాలతో సమయం వృధా చేసుకోకుండా ఆలోచనలకు పదును పెట్టాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సూచించారు హైదరాబాద్ బంజారాహిల్స్లోని ముఫాకంజా ఇంజనీరింగ్ కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య విజ్ఞానంతో పాటు ఎప్పటికప్పుడు మెరుగైన నైపుణ్యాలను అలవర్చుకోవాలని చెప్పారు సాధారణ మనిషికి అవసరమైన ఆవిష్కరణలను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వెంకయ్యనాయుడు బంగారు పథకాలు ప్రదానం చేశారు should always feel proud that you are an Indian, that you are a Bharatiya. Wherever you go, you must always remember your motherland. Do something which is good for your motherland. Do certain things which will raise the image of your motherland outside. ముఖ్యాంశాలు మరోసారి సాగునీరు విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల అధికారుల చర్చలు అన్ని ప్రతిపాదనలపై త్వరలో సీఎంలకు నివేదికలు కాళేశ్వరం కోసం అప్పులు చేయడంపై విమర్శలను కొట్టిపారేసిన కేటీఆర్ రైతులపై పెట్టుబడులను ఎలా తప్పుపడతారని ప్రశ్న ఏపీలో అధికార విపక్షాల ట్వీట్ల యుద్ధం తెలుగుదేశం నేతలపై విజయసాయిరెడ్డి విమర్శలు ధీటుగా తిప్పికొట్టిన లోకేష్ తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు మార్గం సుగమం తాత్కాలికంగా ఫీజుల పెంపునకు అనుమతి ఇచ్చిన ఏఎఫ్ఆర్సీ ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానం అమలుపై కేంద్రం దృష్టి రెండు వేల ఇరవై జూన్ నాటికి పూర్తి స్థాయిలో తేవాలని రాష్ట్రాలకు లేఖ మహారాష్ట్రలో భీభత్సం సృష్టిస్తున్న వర్షాలు పూణేలో ఓ అపార్ట్మెంట్ ప్రహరీ కూలి పదిహేను మంది మృతి మరికొందరికి గాయాలు జీ ట్వంటీ సదస్సు వేదికగా అమెరికా చైనా మధ్య అవగాహన వాణిజ్య పనుల యుద్ధాన్ని ఆపే చర్యలు చేపట్టాలని నిర్ణయం ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం